de ఉంది ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ కండిషన్ పైన కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సాయంత్రం హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది ఆయన హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది చూసారా సార్ చూసారా సైడ్ ఇచ్చాను ఒక యాక్సిడెంట్ మీట్ అయ్యారు ఇవాళ సాయంత్రం ఏడున్నరకి ఒక యాక్సిడెంట్ జరిగింది సాయిధరం అతను ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడు సేఫ్ గా ఉన్నాడని ఫ్యామిలీ తరఫు నుంచి నేను చదువుతున్నాను ఇంకొక అరగంటలో నాలుగు ఇస్తున్నారు ఆ డాక్టర్స్ అందరితో మా సాక్షిలో ఐ ఇష్యూ వెరీ సేఫ్ రేపటికి మామూలుగా మామూలు రూమ్కి వచ్చి మాట్లాడతాడో చెప్తున్నారు సో డాక్టర్ల బులెటిన్ వినాలని అనుకుంటే ఒక అరగంట తర్వాత వచ్చి డాక్టర్స్ చెప్తారు కాకపోతే మీడియాలో రకరకాలు రాకుండా ఫ్యామిలీ తరఫున వచ్చి చెప్తాను ఈజ్ వెరీ వెరీ సేఫ్ ఒప్పింగ్లు కానీ లోపల స్పైనల్ ఇంజరీలు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్లు కూడా చెప్పారు కనుక ఇది వెరీ సేఫ్ సార్ ఇప్పుడు medical hospital Sai Dharam Tej garu Hitech City దగ్గర మైండ్ స్పేస్ జంక్షన్లో బైక్ స్ప్లిట్ అయి పడిపోయినారు అప్పుడు నియరెస్ట్ హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్లారు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేశారు మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ కూడా అసిస్టెడ్ వెంటిలేషన్ మీద ఉన్నారు వాళ్ళు ఇనిషియల్గా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ మేము అనలైజ్ చేశాము క్రిటికల్ కేర్ కానీ న్యూరో సర్జరీస్ కానీ ఐసీయూ స్పెషలిస్ట్ కానీ అందరు చూశారు నేను ఆర్థోపెడిక్ సర్జన్ కాలర్ బోన్ ఉంది ఫ్రాక్చర్ బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు ఆయనను క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నాడు కానీ నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు ఎందుకు అంటేనంటే బైక్ మీద నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు దానికోసం మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము చెక్ చేస్తూ ఉంటాము మనం అందరం ఆయన కోసం ప్రే చేద్దాము will cross our fingers I think he'll be all right ఆయన తప్పకుండా కోలుకుంటారు వెంటిలేటర్ పైన వెంటిలేటర్ పైనే ఉన్నారు Ventilator, ventilator does not mean a bad thing. Any person who has an accident and at that time if the person we feel that he needs to support the respiration we put them on the ventilator there is nothing bad about it it's a very precautionary